hi friends welcome to my channel Karthika పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధి చేత దీర్ఘముగా ఆలోచించి నీకు ఏ విధంగా అనుకూలించనో అటులనే చేయము ఇక మాకు సెరవిప్పింపుము అని చెప్పి పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోతములారా నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి అప్పుడు వెడులుము ద్వారసేనిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలాపానము చేయట వలన బ్రాహ్మణ్ణి అవమానపరిచినట్లుగా కాదు ద్వారసిని కూడా విడిచినట్టు కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేలా నిందించును నిందింపడు నా తొలి పుణ్యము కూడా నశింపదు గాన జలాపానమునరించి ఊరుకుందును అని చెప్పి వారి ఎదటనే జలాపానము చేసెను అంబరీషుడు జలాపానం ఉనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చును వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడే కండ్ల వెంట నిప్పులు గక్కుచు ఓరి మదాంద నన్ను భోజనముకు రమ్మని చెప్పి నేను రాకముందరే నీవు ఎలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినేటువంటి వాడు మలభక్షకుడు అగును అట్టి అదముడు మరుజన్మలో పురిగే పుట్టును నీవు భోజనముకు బదులుగా జలాపానమును చేసితివి అది భోజనంతోనే సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివి అగుదువే గాని హరిభక్తుడివి ఎలా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్ము అవమానించుట అనిన శ్రీహరిని కూడా అవమానించినట్లే లెక్క నీవంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వం కలవాడవే ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలాపానము అనరించితివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టినావురా నీ వంశముకు కళంకం రాలేదు అని కోపముతో నోటికి వచ్చినట్లుగా తిట్టెను అంబరీషుడు మునికోపం నాకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో ఇట్లు పలికెను మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానం చేత నేను ఈ కార్యమును చేసి తిని నన్ను రక్షింపుము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు కలవారు కాబట్టి నన్ను కాపాడము అని పాదములపై పడెను దయాశూన్యుడైనటువంటి దూర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని నాకెప్పుడునూ కూడా దయ కానీ శాంతము కానీ లేదని ఎరగవా కోపమే నాకు ప్రధానము దోషికి శాపమియకుండా ఉండరాదు కనుక నేను నిన్ను శపిస్తున్నాను నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మడుగాను ఏడవ జన్మలో మూఢుడువైనటువంటి రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజువు గాను తొమ్మిదవ జన్మలో పాషండ గాను పదవ జన్మలో పాపబుద్ధి కల దయలేని పుట్టదవు పుట్టదవుగాక అని చెప్పి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అంబరీషుణ్ణి శపించెను ఇంకను కోపము వలన మరలా శపించుటకు ఉద్యుక్తదవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి కూడా ఏ అపాయమో కలగకుండా ఉండేటట్లుగా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవించునని ప్రాధాయపడగా మరలా దూర్వాసుడు కోపం తెచ్చుకుని శపించేలోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభాభాసితమై అగ్నిజ్వాలలు కక్కుచు దూర్వాసునుపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనపై పడి తన్ను మసి చేయనని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అంటూ పరుగు లంకించుకొనెను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాస మహాముని తరుముచూ ఉండెను దూర్వాసుడు తన్ని కాపాడమని ఉన్నటువంటి మహామునులను వేడుకొనగా ఆ పని తమ చేత కాదని చెప్పిరి దేవలోకమునకు వెళ్ళి అక్కడ దేవేంద్రుణ్ణి వేడుకునేను ఇంద్రుడు కూడా తన వల్ల కాదని చెప్పాను బ్రహ్మలోకములకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని కూడా ఎంత ప్రార్థించినను కూడా వారు సైతము దూర్వాసుని చక్రాయుధం నుండి కాపాడలేకపోయి కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు